hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates జర్నలిస్టుల్ని అడ్డు పెట్టుకొని బ్రతికి జర్నలిస్టుల చేతుల్లోనే చచ్చి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న వందల వేల ఎన్కౌంటర్ల క్రమం గమనిస్తే మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ అతని తమ్ముడు అషరాఫ్లను కాల్చి చంపడం అనేది మరొకరి చర్య అని అనిపించదు కానీ పోలీసుల సమక్షంలోనే మీడియా జర్నలిస్టుల కెమెరాలు అన్ని పనిచేస్తున్న సమయంలోనే జరిగిన ఈ కాల్పులను ఎలా అర్థం చేసుకోవాలో బోధపడదు తన మీద వందకు పైగా కేసులున్న యూపీ గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ కాల్పుల్లో తమ్ముడి సహా మరణించడం అనేది అనూహ్యమైన సంఘటన కాదు కాకపోతే ఒక రకంగా జరుగుతుంది అనుకున్నది కాస్త మరో రకంగా చోటు చేసుకుంది జర్నలిస్టుల కారణంగానే ఒకసారి చావును తప్పించుకున్నాడని అందరూ అనుకున్న అతీక్ అహ్మద్ అదే జర్నలిస్టుల కారణంగానే దుర్మరణం పాలయ్యాడు ఉత్తరప్రదేశ్లో రౌడీలు గ్యాంగ్స్టర్ల మీద ప్రభుత్వం ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో మనం చాలా కాలంగా గమనిస్తున్నాం సాధారణంగా గ్యాంగ్స్టర్లను ఉక్కుపాదంతో అణిచేస్తాం అనే మాటను మనం సినిమాల్లోనూ రాజకీయ నాయకుల ప్రసంగాల్లోనూ చూస్తూ ఉంటాం కానీ ఉక్కుపాదంతో అణిచివేయడం అంటే ఏంటో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిరూపిస్తున్నారు మిట్టిమే మిలాదేంగే అని శాసనసభ సాక్షిగా హెచ్చరించిన ఈ ముఖ్యమంత్రి గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్ చేయిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు తాజాగా అతీక్ అహ్మద్ హత్యకు సంబంధించి విచారణ నిమిత్తం ముఖ్యమంత్రి ముగ్గురు సభ్యులతో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశారు గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ కొడుకు అసర్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు తండ్రి అతీక్ను కోర్టు విచారణకు హాజరవుతున్న సమయంలోనే కొడుకు ఎన్కౌంటర్ జరిగింది అతీక్కు ఇంకా నలుగురు కొడుకులున్నారు ఇద్దరు ప్రస్తుతం జైల్లోనే ఉండగా మరో ఇద్దరు మైనర్లు వారు గృహ నిర్బంధంలోనే ఉన్నారు అతీక్ అహ్మద్ను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్తూ ఉండగా ఇప్పుడు ఈ హత్య జరిగింది చుట్టుముట్టిన మీడియా జర్నలిస్టుల మధ్యలో నుంచి జర్నలిస్టులాగానే వచ్చిన ముగ్గురు అతి సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు కొన్ని రోజుల క్రిందట అతీక్ అహ్మద్ను కూడా పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారని కుటుంబ సభ్యులు సహా అంతా అంచనా వేశారు ఆయనను విచారణకు తరలించినప్పుడు దాదాపు పన్నెండు వందల కిలోమీటర్ల దూరం కుటుంబ సభ్యులు జర్నలిస్టులు పోలీసుల వాహనాలను వెంబడించి వెళ్లారు జర్నలిస్టులు వెంబడిస్తున్నందువలనే ఆ రోజు అతీక్ ఎన్కౌంటర్ జరగలేదని వినిపించింది అయితే ఇప్పుడు జర్నలిస్టుల రూపంలో వచ్చిన వారే అతీకను కాల్చి చంపడం గమనార్హం పోలీసుల సమక్షంలో మీడియా కెమెరాలే సాక్ష్యాలుగా జరిగిన హత్యలు ఇవి ఆ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు దీనికి సంబంధించి ఎలాంటి కారణాలు వెలుగు చూస్తాయో గమనించాలి